హలో నా పేరు రామ్ గోపాల్ ఈరోజు టాపిక్ వచ్చి స్టాక్ ఎక్స్చేంజ్ అసలు స్టాక్ ఎక్స్చేంజ్ అంటే ఏంటి ఎన్ఎస్సి అంటే ఏంటి బిఎస్సి అంటే ఏంటి సిబి అంటే ఏంటి అసలు ఈ స్టాక్ ఎక్స్చేంజ్ వల్ల ఇన్వెస్టర్ లేక ట్రేడర్ ఎలా బెనిఫిట్ అవుతాడు లేకపోతే ఎలా నష్టపోతున్నాడు ఈరోజు తెలుసుకుందాం ముఖ్యంగా ఒక కంపెనీని అనాలిసిస్ చేయాలంటే రెండు మెథడ్స్ ఉన్నాయి ఒక మెథడ్ వచ్చి ఫండమెంటల్ అనాలిసిస్ ఈ అనాలిసిస్లో మనకి కొంచెం సబ్జెక్ట్ తెలిసి ఉండాలి అకౌంట్స్ కొంచెం బ్యాలెన్స్ షీట్ అనాలిసిస్ చేయడము ఒక కంపెనీ బ్యాక్గ్రౌండ్ హిస్టారికల్ పర్ఫార్మెన్స్ ఎలా ఉందో చూడడం వాటి ద్వారా మనం అనలైజ్ చేయగలిగి కంపెనీ పొజిషన్ ఎలా ఉంది ప్రస్తుతం అని ఒక అవగాహన వస్తుంది అదే టెక్నికల్ అనాలిసిస్ ద్వారా అంటే ఒక చార్ట్ చూసి ఆ చార్ట్ బేస్డ్ అనాలిసిస్ చేయడం టెక్నికల్ అనాలిసిస్కి ఎక్కువ డెప్త్ అవసరం లేదు ఎక్కువ నాలెడ్జ్ అవసరం లేదు మొబైల్ ఆర్ కంప్యూటర్ని ఆపరేట్ చేసి వెబ్సైట్ ఆర్ అప్లికేషన్ ఓపెన్ చేసి ఆ చార్ట్ని అనాలిసిస్ చేయడం వస్తే చాలు కానీ ఫండమెంటల్ అనాలిసిస్కి కొంచెం కామర్స్ బ్యాక్గ్రౌండ్ ఉండాలి కొంచెం బ్యాలెన్స్ షీటు అండ్ హిస్టారికల్ స్టేట్మెంట్స్ని అనాలిసిస్ చేసే స్కిల్స్ ఉంటే ఫండమెంటల్ అనాలిసిస్ అనేది ఈజీ అవుతుంది అలాగే మనం ఒక కంపెనీలో ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఒక టైప్ ఆఫ్ ఇండస్ట్రీ గ్లోబల్ కాంపిటీషన్లో గ్లోబ్ బికేమ్ వన్ విలేజ్ అన్నట్టుగా గ్లోబ్ మొత్తం ఒక సింగిల్ విలేజ్ అయ్యింది ఈ ఇంటర్నెట్ ఉన్న ఈ కాలంలో కామర్స్ అనేది ఈ కామర్స్ రావడం వల్ల చాలా సింపుల్ అయిపోయింది ఈ గ్లోబల్ కాంపిటీషన్లో ఏ ఇండస్ట్రీ బాగుంది ఏ ఇండస్ట్రీ బెస్ట్గా పర్ఫామ్ చేస్తుంది ఏ కంపెనీ బెస్ట్గా పర్ఫామ్ చేస్తుంది ఫ్యూచర్లో ఇంకా ఎక్కువగా ఏది పర్ఫామ్ చేస్తుంది అని ఫోర్కాస్ట్ చేసి ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు లేకపోతే ట్రేడింగ్ చేయొచ్చు ఇన్వెస్ట్మెంట్ అంటే లాంగ్ టర్మ్ పర్పస్ ట్రేడింగ్ అంటే షార్ట్ టర్మ్ పర్పస్ ఈ స్ట్రాటజీస్ని ఇంకా మీరు మీకు మీరే కొత్తగా ఇంకా డెప్త్కి వెళ్ళి మీరు అబ్జర్వ్ చేస్తే లోటుపాట్లు మీకు తెలుస్తాయి ఈ స్టాక్ ఎక్స్చేంజ్ వల్ల మనకి నష్టం ఉందో లాభం ఉందో అనేది మీకే అవగతం అవుతుంది thank you for listening thank you